హే ఎవరివన్ ఈరోజు మేము బైట్ లిక్ ఛాలెంజ్ చేస్తున్నాం విన్ నా ఫ్రెండ్ భవిత్ మేమిద్దరం కలిసి చేయబోతున్నాం సో బేసికల్లీ ఈ ఛాలెంజ్ ఏంటంటే మా ముందు ఒక టూ స్లిప్స్ వేస్తారు దాంట్లో ఒక దాంట్లో బైట్ అని ఉంటుంది ఒక దాంట్లో లిక్ అని ఉంటుంది సో మేమిద్దరం అదొకటి తీసుకోవాలి మా ముందు ఒక ఐటమ్ పెడతారు దాని ప్రకారం మాకు ఏది వచ్చిందో మేము అది చేస్తాం bite. Ganda. Ang ginang మా గ్రూప్ ఉంది కదా మా గ్రూప్వి ఇన్స్టా ఐడీస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి మేము వీడియో కాల్లో మీతో మాట్లాడతాను ఆ వీడియో క్లిప్ని నేను నా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఇట్లా పేరు మెన్షన్ చేయకుండా నా వీడియోలో డైరెక్ట్గా మిమ్మల్ని యాడ్ చేస్తాను thanks for supporting guys video video నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కామెంట్ చేయండి ఇది ఎట్లుంది తెలుసా పడంగానే తీసుకుండు నాకిండు